Thank you. రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి గంట సింబల్ వస్తుంది గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయ్ని ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు కొత్త లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు చేయవలసిందల్లా నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి మరియు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ సరే వివరాల్లోకి వెళ్తే చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు వర్షం వచ్చినప్పుడు ఉరుములు మెరుపులు సాధారణంగా మనం అందరూ కూడా చూస్తూ ఉంటాం అసలు ఈ ఉరుములు మెరుపులు ఏ విధంగా ఏర్పడతాయి ఎక్కడి నుండి వస్తాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం సరే వివరాల్లోకి వెళ్తే ఆకాశంలో మేఘాలను మనం చూస్తూ ఉంటాం ఆకాశంలో ఏర్పడే ఈ మేఘాల్లో సూక్ష్మంగా ఉండే కోటాను కోట్ల బిందువులనేవి ఉంటాయి ఈ బిందువులు కూడా ఏ రూపంలో ఉంటాయంటే మంచు ముక్కల రూపంలో ఉంటాయండి అయితే వాతావరణంలో వెంటనే అంటే అనుకోకుండా జరిగే పీడనాల తేడాల వల్ల మేఘాలు అనేవి ఏర్పడతాయి వాటిలోని బిందువులు మంచు ముక్కలు ఏమవుతాయంటే చల్లా చెదురైపోవడం జరుగుతూ ఉంటుంది ఆ సమయంలో ఆ చల్లా చెదురైపోయినటువంటి ఆ మంచు ముక్కలు రాపిడికి గురై మేఘాలకు విద్యుదావేశం కలిగేలా చేస్తాయి విద్యుత్ ఆవేశం సాధారణంగా రెండు రకాలు మనకు తెలుసు ఒకటి ధనావేశం రెండు రుణావేశం విద్యుత్ ఆవేశం ఉన్న ఒక వస్తువును మరో వస్తువుకు దగ్గరగా తెస్తే ఏమవుతుంది రెండో దానికి వ్యతిరేక విద్యుదావేశం వస్తుంది దీన్ని సాధారణంగా మనం ఏమనొచ్చు విద్యుత్ ప్రేరణం అని కూడా అంటాం అదేవిధంగా మేఘాల్లో కూడా రాపిడి వల్ల వాటి ఉపరితలానికి ధనావేశం దిగువ తలానికి రుణావేశం కలుగుతాయి విద్యుత్ ప్రేరణ కారణంగా భూమి భూమిపై వస్తువులకు ఆటోమేటిక్గా ధనావేశం అనేది కలుగుతుంది ఈ స్థితిలో విద్యుత్ భూమిపైకి ప్రవహిస్తుంది దీనినే ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ అంటారండి అదే ఇంకొక మాటలో చెప్పాలి అంటే మెరుపు అనే పదాన్ని కూడా మనం ఉపయోగించవచ్చు మెరుపు విద్యుత్ మెరుపు విద్యుదావేశం చెందిన రెండు మేఘాల మధ్య కూడా కదులుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మెరుపు భూమిపైకి వస్తున్నట్టు కాకుండా మేఘాల మధ్య కదులుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది ఈ మెరుపు తీవ్రంగా భూమిని తాకడాన్ని పిడుగు అని అంటాం పిడుగు పాటుతో తీవ్రత ఎంత ఉంటుందంటే దాని చుట్టూ ఉండే గాలిలో యాభై నాలుగు వేల డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత అనేది పుడుతుంది దీనివల్ల ఆ పిడుగు ప్రయాణిస్తున్నప్పుడు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి గాలి వ్యాకోశం చెందుతుంది ఈ వ్యాకోశం వల్ల హఠాత్తుగా ఒక శబ్దం వస్తుంది దాన్ని ఉరుము పిడుగు అంటారు ఉరుము అంటారు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏవైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కామెంట్స్ రూపంలో ఇవ్వండి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్